మార్నింగ్ సార్ ఏంట్రాది వేకప్ కోడి వేకప్ కోడి అవును సార్ మీకు వేకప్ కాల్ ఇవ్వటానికి ఉదయించిన వేకప్ కోడి టెలిఫోన్ ఆపరేటర్ ఏమయ్యాడు ప్యాకప్ అయిపోయాడా ఆపరేటరు పదిన్నర వరకు రాడు సార్ అతను సరే నైట్ షిఫ్ట్ ఆపరేటర్ ఇక్కడ అతను కూడా షిఫ్ట్ పగలకు షిఫ్ట్ చేసుకున్నాడు ఇద్దరూ డే డ్యూటీ చేస్తారు ఎందుకలా అలాగైతే రాత్రి భయం వేయడం పగల బోరు కొట్టడం ఉండదని వెంటనే ఈ హోటల్ని లైన్లో పెట్టాలి బాబు లేస్తావా సార్ రూమ్ క్లీనింగ్ క్లీనింగ్ చేయడానికి నేనేమి ఎంటీ రూమ్ కాదు ఎంటీని ఈ సర్వంగాడు ఎక్కడ తెచ్చాడు ఇక్కడికి వచ్చాక వీడికి బద్ధకం పెరిగిపోయింది లిఫ్ట్ ఎందుకు సార్ కిందకి ఒక ఫ్లోరే కదా మెట్లు దిగుదాం ఆ కోడి పుణ్యం తీసుకుని నువ్వు దిగు నేను ఈ ఫైవ్ స్టార్ హోటల్కి ఎండీని స్టేటస్ మెయింటైన్ చేయాలి ఎప్పుడు టిప్ టాప్గా ఉండాలి కూలోళ్ళలాగా చెమటలతో ఉండకూడదు ఏం పట్టిందా పైకి కిందకి వెళ్తోంది సర్వం నువ్వా లెఫ్ట్ రైట్ తెలియని వెధవా ఈ అప్ అండ్ డౌన్ గేమ్స్ ఏంట్రా సడన్ గా ఇంత పెద్ద హోటల్ చూసేసరికి మంచి అన్నట్టుంది సార్వడు నేను చెప్పేది రండి సార్వడు సార్ అది లిఫ్ట్ కాదు వేరప్పన్ మనుషుల్ని కిడ్నాప్ చేస్తుంది నేను ఉదయం అంజి మణికి ఎక్కితే నన్ను ఇప్పుడు దింపింది సర్వం ఇది ఎక్కడ ఆగట్లేదు అది ఆగదు సార్ అది ఆగినా తెరుచుకోదు శర్మం ఆ లిఫ్ట్కి ఎవరు సంఖ్యలు నేర్పలేదు సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ నక్కితే పదిహేను సార్లు పైకి కిందకి వెళ్ళి చివరికి సిక్స్త్ ఫ్లోర్లో వదిలిపెట్టింది మీరే ఫస్ట్ నాకంటే రెండు నిమిషాల ముందు బయటపడ్డారు సర్లే వెళ్ళి ఆ లిఫ్ట్ వాళ్ళకి ఫోన్ చేయి లిఫ్ట్ వాళ్ళక అదే ఆ లిఫ్ట్ తాలూకు ఆ, వాళ్ళ తల్లిదండ్రులకా లిఫ్ట్ లిఫ్ట్కి తల్లిదండ్రులు ఏంటి ఏమ్మా రిసెప్షన్ లో పడుకుని పెళ్లి గురించి కలలు కంటున్నావా ఒరే శర్మం ఆ చికెన్ ఆపరేటర్ వెళ్ళిపోయాడా అదే బ్యాకప్ కోడిగాడు ఆ వెళ్ళిపోయాడు అయితే నువ్వు పోయి ఏం తల్లి ఇంత తీరిగ్గా పడుకున్నావు రూములన్నీ ఖాళీయా లేదు sir seventy percent full seventy percent good good అందరూ ఫారినర్సా ఒకళ్ళిద్దరు ఢిల్లీ బొమ్మాయి నుండి ఉన్నారా ఒకరు బొంబాయి నుండి ఇద్దరు ఢిల్లీ నుండి వచ్చారు మిగతా వాళ్ళు మనవాళ్లే సార్ ఏంటి మనవాళ్ళ సెకండ్ ఫ్లోర్ అంతా వెయిటర్స్ ఆక్యుపై చేశారు థర్డ్ ఫ్లోర్ అంతా కిచెన్ సర్వెంట్స్ ఫోర్త్ ఫ్లోర్ అంతా క్లీనర్స్ ఫిఫ్త్ ఫ్లోర్ అంతా ఏంటి ఇది హోటల్ స్టాఫ్ క్వార్టర్సా ఓసీగా వచ్చిన ఏసీ రూమ్ లో పడుకొని ఇంకా లేవలేదా ఆపరేటర్ వచ్చి వేకప్ కాల్ ఇవ్వాలిగా అమ్మో పదిన్నర దాటితే నా బతుకు తెల్లారిపోతుంది కుక్కరు ఏ ఒక్కరూ కనిపించట్లేదు లేపి గంట అయింది పని ఎవరు చేస్తారు పని చేస్తున్నారు సార్ ఎక్కడా బోర్డ్ రూమ్ లో సరిగా మీరంతా ఏం చేస్తున్నట్టు రేపు జనవరి మూడు అయితే ఏంటి అయితే ఏంటా జనవరి మూడు మే ఫస్ట్ కంటే ఎంతో పవిత్రమైంది రేపే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ మరి దానికెందుకు అంత పాలిషింగ్ అది అర్థం పట్టడం మీకేం అర్థం కావట్లా busy people board of directors అందరూ కలిసే రోజు అది ఈ మీటింగ్ సక్రమంగా జరగలేదు అనుకోండి హోటల్కి మీకు ఇద్దరికి ముప్పే చైర్మన్ అండ్ ఎండిగా రేపు మీరు ఇక్కడ టైంకి ఉండండి మిగిలిన విషయం మేమంతా చూసుకుంటాం five star hotel board of directors meeting అంటే బిర్లా నుండి ఒకరు టాటా నుండి ఒకరు వస్తారు ఆ లెవెల్లో ఉంటారు హో వస్తే సొంత విమానాల్లో కూడా రావచ్చు హలో హలో ఏంటే కూర్చుంటా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ అంటే పార్టీ మీటింగ్ వచ్చినట్టు మీరందరూ వస్తే మన హోటల్ ఇమేజ్ దెబ్బతింటుంది వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళెవరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నీ ముందున్నది ఫుల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీరు డైరెక్టర్స్ ఏంటి ఆగలగా షర్ట్లు తొంభై వేల రెండు వందల ముప్పై ఐదు ప్యాంట్లు నలభై వేల నాలుగు వందల ఒకటి అండర్వేర్స్ లక్షా తొంభై వేల అరవై నాలుగు బొద్దు టైర్లు ఇరవై రెండు వేల మూడు వందల అరవై నాలుగు బనీళ్లు రెండు లక్షల మూడు వేల అరవై ఐదు దుప్పట్లు ముప్పై వేల నాలుగు వందల తొంభై ఆరు వీటికి వాషింగ్ ఛార్జెస్ ఇంకా నాలుగు లక్షల ఇస్త్రీలు డిటర్జెంట్ ఖర్చులు కూడా ఇవ్వలేదు వీటికి బదులు ఈ హోటల్లో నాకు షేర్ ఇచ్చి నన్ను డైరెక్టర్ని చేశారు నాకు రెండు టన్నుల మటన్కి డబ్బులు ఇవ్వాలి దాని బదులు షేర్ ఇచ్చారు లక్ష ఇరవై వేల లీటర్లకి పాలకి డబ్బులు ఇవ్వాలి దానికి బదులు డైరెక్టర్ని చేశారు మిగిలిన హోటల్ స్టాఫ్ తరపున చెప్తున్నాను మా అందరికి ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి జీతాలు ఇవ్వలేదు ఈ షిప్ ఇచ్చారు ఏమండి దోబి గారు మన ఎజెండా చెప్పండి మనం అసలే బిజీ పీపుల్ కదా ఇప్పటికే పనులు మనుకొని వచ్చాం ఏముందయ్యా మెమోలు ఇచ్చేయడమే అసలే పనులు వదులుకుని వచ్చాం ఇదంతా ఎందుకండి చదవండి సరే అలాగైతేనే ఏమండి ఈ సంవత్సరం కూడా లాభాలు రాలేదు కాబట్టి మనందరం టెంపరీ డివిడెంట్ క్లియర్ చేసుకుందాం షేర్ని బట్టి మనిషికి ఇరవై వేల నుంచి అరవై వేల వరకు డబ్బులు పనిచేసుకుందాం ఇది పాస్ చేసేయండి చైర్మన్ గారు ఇప్పుడే సంతకం పెట్టేస్తారు హోటల్ స్టాఫ్ మొత్తం షేర్ హోల్డర్సేనా ఒక్కడు కూడా వర్కర్ లేడా ఎందుకు లేడు ఎవడు హౌస్ కీపింగ్ చీచి చీచి చీచి చీ ఎన్నాళ్ళైంది బట్టలు ఉతికి ఎలకలు చచ్చినట్లు గుడ్లు గుడ్లెట్టినట్టు వాసన వస్తుంటే తెలియట్లేదా లేదే ఆ మూటల పక్కన మాసిన మూటలా కూర్చోపోతే వెళ్ళా బట్టలు ఉతకచ్చుగా నేనా ఏ నువ్వు దోబీ కాదా ya come member of board of directors చూడు బట్టలు మాసినప్పుడు కాదు మాకు తోసినప్పుడు ఉతుకుతాం ఇలాగైతే కస్టమర్స్ రూముల్లో ఎలా ఉంటారు జలుబు చేసిన రూములు ఇస్తే సరే అయినా షేర్ హోల్డర్స్ కి మాకు లేని బాధ నీకు ఎందుకయ్యా నాకు కాకపోతే ఇంకెవరికి రోజు అప్పులోళ్ళు వచ్చి ఉతికేది నన్నేగా ఆ అప్పులు తెప్పులు పడ్డానికేగా నీకు ఉద్యోగం ఇచ్చింది వెళ్ళి పని చూసుకో వెళ్ళి అది ఏంటిది కసిగా మసిగుడ్డు మధ్యన మాత్రం ఏంటి ఏ ఇది ఏమన్నా స్పెషలా అది అయ్యగా రంగు వస్త్రం నువ్వు దోబీవై ఉండి నీ బట్టలు నా చేత ఉతికిస్తావా ఉప్పు నీళ్ళు పెడితే మందికి తగ్గిపోద్ది కళ్ళు తెలుసుగా ఏంటో మందికి ఆమరణ నిరాహార దీక్ష మూడో రోజు ఏంటి హోటల్కి వచ్చి ఫ్యాటల్ నిరాహార దీక్ష ఇది నేను తీసుకున్న నిర్ణయం కాదు మీరు తీసుకున్న నిర్ణయం మేమా ఎస్ నేను టిఫిన్ ఆర్డర్ ఇచ్చి మూడు రోజులైంది పైన పైన పైన అక్కడ అక్కడ పైకి ఏంటిది పొయ్యి వెలిగించకుండా కస్టమర్స్ అందరినీ మార్చి చంపుతున్నా సామానంతా ఏది మండపం క్యాటర్స్ వాళ్ళకి అద్దెకిచ్చాను అద్దెక మరి దేనితో వండుతావు వండను అవి ఖాళీగా ఉండే బదులు హోటల్కి ఏదో నాలుగు రాళ్ళు వస్తాయని వంట సామాన్ మొత్తం రెంట్కి ఇచ్చాను అలా అయితే మరి నువ్వు చేయక వంట ఎవరు చేస్తారు మిస్టరీ పిక్చర్స్ లో హంతకుడే అంతకుడే ఎవరా అని అమాయకంగా అడుగుతుంటాడు అవునా అవునా అవును నీ ఇలాంటి ఎక్స్పర్ట్ వచ్చాక నేను ఎందుకు వంట చేస్తాను పైగా షేర్ హోల్డర్ని నేను మాత్రం ఎలా చేస్తాను వంట సామాన్ లేకుండా నువ్వు అంత పెద్దవాడితో చేయలేవు నీకు అలవాటైంది ఇదిగో Hum, hum, hum. ఫోన్ చేసి పెద్ద ఫైవ్ స్టార్ హోటల్కి చైర్మన్ కమ్ ఎండీని అయ్యానంటే నేను నమ్మనే లేదు ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను నాకు ఇప్పటికీ నమ్మకం కలగట్లేదు నువ్వు ఊరుకో పద్దు నీకన్నీ అనుమానాలే కోడిగుడ్డు మీద ఏకలు తీస్తావు ఏం చేయను నా చుట్టూ నా మనుషులు అలాంటి వాళ్ళు కోడిగుడ్డులోంచి నెమలొస్తుందంటే నమ్ముతారు సరే గుడ్లు పక్కన పెట్టి ఒక్కసారైనా గుడ్ న్యూస్ ఎంజాయ్ చేద్దాం ఇక్కడ దర్జాగా రాణి ఎలిజబెత్లా ఉందాం రెండు కాఫీ ఓకే క్వీన్ దర్జాగా రూమ్ సర్వీస్ చెప్పాను హ్యాపీ ఇది లైఫ్ అంటే నిద్ర లేపడానికి మనిషి రూమ్ తుడవడానికి మనిషి పక్క మార్చడానికి మనిషి భోజనం సర్వ్ చేయడానికి కూడా మనిషి మనం కాలు పక్కర్లొద్దు పేలు పక్కర్లొద్దు బెల్ కొడితే boy yes come in sorry Shanta ఈ హోటల్ నడపాలంటే మనం కాలు కదపాలి పోని మరీ ఎక్కువ కదిపి పారిపోదామంటే నన్ను హోటల్ అరెస్ట్ చేశారు గేటు దాటి వెళ్ళడానికి లేదు అప్పులు తీరే వరకు ఏమైందయ్యా అలా ఏడ్స్తూ తాకూడదు డ్రింక్ డైల్యూట్ అవుతుంది మా సార్ కష్టాలు వింటే ఏంటి మీ సార్కి ఏంటయ్యా కష్టాలు చూసారా మీరు డ్రింకింగ్ అండ్ క్రైమ్ ఎంత పిచ్చివాడయ్యా మీ సారు అతను ఎంప్లాయీ వాళ్ళు షేర్ హోల్డర్స్ అయినా వాళ్ళని డిస్మిస్ చేసే అధికారం ఆయనకుంది అవును వాళ్ళ చేత పని చేయించడానికి అదొకటే మార్గం అందులోనూ వాళ్ళు పనిలో లేనప్పుడు వాళ్ళ షేర్ ఆటోమేటిక్గా సగానికల్లా తగ్గిపోతుంది వాళ్ళ వైరు మంచేతిలో ఉంది ఇప్పుడు డ్రైగా ఒక రౌండ్ hmm. వేద్దాం ఇంకా తెలియని గండాలు ఏమైనా ఉన్నాయా hmm. మొత్తం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కలిసి కొత్త ఎండి త్రీ మంత్స్ వరకు ఎవరిని డిస్మిస్ చేయడానికి లేదని డిసిషన్ తీసుకోవచ్చు బట్ డోంట్ వరీ వాళ్ళంతా సంవత్సరానికి ఒకసారి తప్ప కలవరు ఆ సప్లైస్ అందరినీ కలపాలంటే తాతలు దిగొస్తారు సో మీ సార్ దర్జాగా ఈ హోటల్ నేలుకోవచ్చు ఉండవమ్మా కొడతాను కదా అండి గుడ్ మార్నింగ్ సార్ హోటల్ ఇప్పుడు మంత్రించిన యంత్రంలా రన్ అవుతోంది సౌత్ ఆఫ్రికా నుంచి ఓనర్ వచ్చేసరికి విపరీతమైన లాభాలు స్కోర్ చేయాలి దాంతో అతను సంతోషంగా నాకు షేర్ కూడా ఇస్తాడు ఈ పక్కనే ఓ కొత్త బ్లాక్ డెవలప్ చేసి దాన్ని నేను చూసుకుంటాను ఈ హోటల్ వరల్డ్ ఫేమస్ అవుతుంది నేను ఇండియా ఫేమస్ అవుతాను నా కలలకు అంచులు లేవు నా ప్లాన్స్కి అడ్డంకులు లేవు సార్ సార్ ఎస్ రిసెప్షన్లో గొడవ జరుగుతుంది సార్ మిమ్మల్ని అర్జెంట్గా రమ్మంటున్నారు పద వీలు కాదు సార్ నా మాటండి సార్ ఏంటి ప్రాబ్లం సార్ ఈయన అడ్వాన్స్గా క్యాషా లేదా చెక్ ఇమ్మంటే ఏదో చెత్తిస్తున్నాడు ఎవరతను బాస్ మీరా అంజలు నువ్వేంటి ఇక్కడ బ్రహ్మాండమైన ఓనర్ స్టేటస్ వదిలేసి ఇక్కడ రిసెప్షనిస్ట్ గా పనిచేస్తున్నావా మిస్టర్ అంబుజనాభం నేను ఈ హోటల్ కి చైర్మన్ అండ్ ఎండిని నాకు చాలా గర్వంగా ఉంది ఆంజనేయులు నా వల్ల నువ్వు ఇంత ప్రయోజకుడు అయినందుకు ఏదో అమృత విలాస్ రీమాడిఫై వల్ల రోడ్డును పడి ఈ ఒడ్డు చేరుకున్నాను మీరేంటి దేశ విదేశాల్లో ఏషియన్ గేమ్స్లో ఆఫ్రికన్ గేమ్స్లో గోల్డ్ మెడల్ మార్క్ బిస్కెట్స్ అమ్ముతానని ఇక్కడికి వచ్చేశారు ఆఫ్రికన్ కోచ్ ఎవడో ఈ హోటల్లో దిగాడంటే నేను పక్క రూమ్లో ఉండి కాంటాక్ట్స్ పెంచుకోవచ్చని నా ఐడియా అతని ద్వారా ఆఫ్రికన్ గేమ్స్ కూడా ఈ బిస్కెట్లు సప్లై చేయొచ్చు నేను ఇంటర్నేషనల్ లెవెల్కి ఎదగాలని నా ప్లాన్ అది ఎప్పటికి నిజమవుతుందో డోంట్ వరీ నేను వచ్చేసానుగా ఇంక నేను నీతోనే ఉంటాను నాతో ఎందుకు ఆంజనేయులు ఫైవ్ స్టార్ లెవెల్ వేరయ్యా నువ్వు ఒక్కడివి మేనేజ్ చేయలేవు నీకు డిగ్రీ ఉందా నాకుంది ఎంబీఏ మల్టీనేషనల్ డాగ్ బిస్కెట్ కంపెనీలో పనిచేశాను పెద్ద పెద్ద వాళ్ళతో డీల్ చేయడం నాకు బాగా అలవాటు అసలు మిమ్మల్ని చూడగానే నాకు ఈ ఆలోచన రావాల్సింది నేను క్యాటరింగ్ సెక్షన్ చూసుకుంటా మీరు మార్కెటింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ చూసుకోండి రైట్ కానీ డెసిషన్స్ అన్ని ఒక పద్ధతిలో కార్పొరేట్ లెవెల్లో చేయాలి కార్పొరేట్ లెవెలా అవన్నీ నీకు తెలియదు కానీ అంతా నాకు వదిలేయి సార్ గుడ్ మార్నింగ్ సరే ఏడెత్తనం ఆంజలో ఆంజలో ఏంటండి అంత అర్జెంట్ గా చెప్పాల్సిన విషయం నీకు అసలు కార్పొరేట్ సెన్స్ లేదయ్యా నాలాంటి సీనియర్ పర్సన్ అపాయింట్ చేసినప్పుడు అందరికి తెలియజేయాలి లేకపోతే ప్రతి వాడి దగ్గరికి వెళ్ళి నేనే జనరల్ మేనేజర్ అని చెప్పుకోనా దాన్ని ఏముందండి పేపర్ ఆడిద్దాం అదొక్కటి చాలదు మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ కి పర్సనల్ గా చెప్పాలి నన్ను ఇంట్రడ్యూస్ చేయాలి ఓకే చేస్తాను ఎవరికి చేయమంటారు ముందు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరికి అమ్మో వాళ్ళందరినీ కలపడమే అబ్బా అదెంత కష్టమో నాకు తెలుసు వారం పది రోజుల నుంచి డే అండ్ నైట్ కష్టపడి ప్రతి డైరెక్టర్ ని కాంటాక్ట్ చేశాను ఊళ్ళో లేని వాళ్ళకి ఫ్లైట్ టికెట్స్ ఉన్న వాళ్ళకి టాక్సీలు పంపించాను అంటే వాళ్ళంతా ఇప్పుడు మీటింగ్ వస్తారా వస్తారా ఏంటి ఒక్కడ మిస్ అవ్వకుండా వచ్చారు అందరూ <laughs> ఇప్పుడు మనందరం కలిసి ఒక తీర్మానం చేద్దామా మేము ఒక తీర్మానానికి వచ్చాం బోర్డు తీర్మానం గాడ్ తీర్మానం గో